చేసేది పోనీ ఓ పని చేద్దాం నేను చిక్కడపల్లి వెళ్ళి ఫోన్ చేస్తాను ఎంచక్క సరదాగా మాట్లాడుకుందామా అదొక్కటే తక్కువ ఏం అక్కర్లేదు గానీ సూపర్ మార్కెట్కి ఫోన్ చేయి ఇంట్లో సరుకులు అయిపోయాయి ఆర్డర్ ఇద్దాం ఆ అన్నట్టు ఇదేదో కొత్తగా సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ఈ పాంప్లెట్లో నెంబర్ ఉంది చూసి చేసి మనకు కావాల్సిన సరుకుల లిస్ట్ చదివితే వాళ్ళే ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు ఆహా నా పని ఎంత ఈజీ అయింది సంజు ఏంటి అక్కడ ఫైల్ ఉంటుంది తీసుకురా ఫోన్ ఎత్తవే ఇందాకటి నుంచి వీడెవడో రాంగ్ నెంబర్ చేసి చంపు తింటున్నాడే హలో హలో ఇది డింగ్ డాంగ్ సూపర్ మార్కెటేనా అండి బోరిడమ్మ కడుపు మాడ ఇందాక ఫోన్ చేసి రంగనాథం గారు ఉన్నారా అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి డింగ్ డాంగ్ సూపర్ మార్కెటేనా అంటున్నాడు హలో నాకు డౌటే వీడు కావాలనే నన్ను టీచ్ చేస్తున్నాడు ఉండి వీడి సంగతి చెప్తాను హలో హలో ఎవరు మాట్లాడరు ఏంటండి చెప్పండి ఏం కావాలి ఏంటి నువ్వే కావాలా నువ్వే కావాలి కదండి ఏం కావాలి ఇది డింగ్ డాంగ్ సూపర్ మార్కెటేనండి అదే మేము మీకు ఫోన్లో మాకు కావాల్సిన సరుకుల గురించి వివరాలు చెప్పామనుకోండి మీరు మాకు డోర్ డెలివరీ చేస్తారా డోర్ డెలివరీ ఏం కరమండి డైరెక్ట్ గా బెడ్ డెలివరీ చేస్తాం శాంత బెడ్ డెలివరీ కూడా చేస్తారంట నోరు మూసుకుని రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కోండి అట్లాగే ఏమండి మీరు మీ సరుకులన్నిటి కూడా రీజనబుల్ రేట్లు వేస్తారండి లేదండి మా సూపర్ మార్కెట్ లో రేట్లన్నీ అన్రీజనబుల్ గానే ఉంటాయి ఏంటి అంతేకాదు మా సూపర్ మార్కెట్ లో లేడీస్ ఎవరన్నా సామాన్లు కొంటే వాళ్ళకి షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఏంటా ట్రీట్మెంట్ ఏముందండి సామాన్లు కొన్న లేడీస్కి మేకప్ వేసుకుంటామే కిట్టు కిట్టు కిట్టు అది ఫ్రీగా ఇచ్చేస్తాం సరుకులు కొనే ఆడాళ్ళకి మేకప్ కిట్ ఫ్రీ అట ఆ లావిడికి చెప్పేస్తున్నాడు మరి మగాళ్ళకి మగాళ్ళకండి మగాళ్ళు సరుకులు కొంటే మా సూపర్ మార్కెట్ లో వాళ్ళకి షేవింగ్ కిట్ ఉంటుంది షేవింగ్ ది అది ఇచ్చేస్తాం అనమాట ఆడికి సంతోషం వచ్చేస్తుంది సంతోషం ఏంటండి అయితే నాకు షేవింగ్ కిట్ ఇస్తారనమాట మీకా మీకెందుకు ఇస్తామండి షేవింగ్ కిట్ మగాళ్ళకి ఇస్తాం మరి అయితే మేకప్ కిట్ ఇస్తారంటారా ఊరుకోండి మేకప్ కిట్ అమ్మాయిలకి ఇస్తాం మరి నాకు మీక మీకు రెండు ఇస్తాం మీకు రెండు ఇస్తామండి ఎందుకంటే మీరు అది కదా ఏంటి ఏమిటండి ఏమైంది ఏం లేదు ఏం లేదు ఇందాక మిమ్మల్ని సరుకుల వివరాలు అడిగాను వాటి రేట్ల గురించి చెప్తారా ఓ రేట్ల వివరాలు కావాలండి నోట్ చేసుకొని చెప్తాను వీడికి రేట్లు వివరాలు కావాలని చెప్తాను చూడు నోట్ చేసుకుంటున్నారా వంద కిలోల చింతపండు ముప్పై ఐదు పైసలు ఏడు వందల కిలోల బియ్యం బస్తా రూపాయి పావుల వెయ్యి కిలోల అడవి తేనె నలభై రెండు పైసలు చిటికడి ఉప్పు ఏడు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు ఇవన్నీ కలిపి రంగనాథం గారు సైకిల్ మీద తీసుకొచ్చి మీ వంటింట్లో సరదాగా సర్ది పెడతాడు ఏమండి ఇది కొంప తీసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కాదుగా అవునరా నిన్నే రా అన్నది రా లేకపోతే ఏంట్రా ఇందాక ఫోన్ చేసి రంగనాథం గారు ఉన్నారా అన్నావు ఇప్పుడు ఫోన్ చేసి ding dong bell supermarket సరుకులు రేట్లు ఎంత అన్నావు మళ్ళీ రాంగ్ నంబర్ వెళ్ళింది ఫైలీ ఆ విధమైన బుర్ర తినేశాడు నా మాట విని కాసేపు దానికి రెస్ట్ ఇవ్వండి అన్ని రాంగ్ కాల్సే పోతున్నాయి నేను ఈలోపు స్నానం చేసి పూజ చేసుకుని వస్తాను హలో హలో ఏం చేస్తున్నావు దేవి ఇంతకీ తమరెవరు దేవరా అబ్బా నేను దేవి అనగానే ఎంత స్పాంటేనియస్ గా దేవరా అన్నావు అసలే గాని ఇంతకేం చేస్తున్నావు ఇంతకీ అయ్యా చూడు గుర్తుపట్టినట్టు నాటకాలు చాలు గాని సాయంత్రం నేను వచ్చేసరికి తెల్ల చీర కట్టు నడుము దగ్గర చకోర పక్షులు ఎదురు చూస్తుంటా నేను అసలే పిచ్చి పిచ్చి బూట్లో వచ్చేస్తున్నాను ఓకే ఎవండి ఎవండి వీడెవడో చూడండి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తల్లిండా మల్లెపూలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉండాలట ఇంటికి బంగారం. అని చెప్తున్నాడండి ఎవడ్రా నువ్వు తల్లో మల్లెపూలు పెట్టుకొని నీకోసం ఎదురు చూడాలా రేయ్ చెవుల్లో పూలెట్టుకొని నేను నీకోసం ఎదురు చూస్తాను రా రారా రై మావిడితో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు వచ్చావేంట్రా మీ ఆవిడ ఏంట్రా నా పర్మిషన్ లేకుండానే మా ఆవిడ్ని సొంతం చేసేసుకున్నావా రే నిన్ను నేను మామూలుగా వదిలిపెట్టను కత్తికి గండ తీస్తాను ఏంటి మా ఆవిడ్ని పట్టుకుని మీ అంటావా నీ అంతు చూస్తానరా పొద్దు నుంచి నన్ను ఫోన్లో రంగనాథం డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని చికించింది కాకుండా నీ ఎంత చూస్తానరా అంతేకాదు కంటి చూపుతో చంపేస్తా మోర్ని నువ్వా పొద్దుటి నుంచి నేను ఏ నెంబర్కు చేసినా పైగా ఇప్పుడు ఏకంగా మా ఇంటికే చేసి మా ఆవిడ్ని రెడీగా ఉండమంటావా రే నీకే గనక గడ్సుంటే అశోక్ నగర్ కాలనీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి సాయంత్రం ఆరు గంటలకల్లా వచ్చే నేను రెడీగా ఉంటాను నీ అంతు చూస్తాను నువ్వు చెప్పాక రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను రా ఈ లోపు నువ్వు కంగారు పడి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏలు పెట్టావు గాని మాడి మసిగిపోతావు ఆ ఛాన్స్ నాకెవరా నీకేం భయం లేదు నేను చూసుకుంటాను మీరు అనవసరంగా ఆవేశపడకండి ఇది ఆవేశం కాదు ఆయాసం వద్దు అజ్జి నువ్వేంట్రా నువ్వేంట్రా నేను ఇందాక నాకు ఫోన్ వచ్చింది ఉండే ఇదిగో నేను నీ పక్కనే ఉంటాను ఆ బండోళ్ళు లేడు ఆ నో పట్టుపట్టేయాలి నువ్వు నాకు సాయంగా ఉంటే ఒక్కటేంట్రా వంద పీకుతా అసలు అందుకే వచ్చా అది సరేరా ఇంతకీ ఆంది కొట్టాలని నువ్వెందుకు అనుకుంటున్నావు కొత్తగా ఫోన్ కనెక్షన్ తీసుకున్నాం కదరా మాకు ఆనందం లేకుండా చేశాడు నేను ఏ నెంబర్కి డైల్ చేసినా సరే వాడే లైన్లోకి వస్తున్నాడు పొద్దుటి నుంచి ఒకటే న్యూసెన్స్ అంటే నీకు ఫోన్ చేసి మీ ఆవిని తల్లిండా మల్లెపూలు పెట్టుకుని గుమ్మం దగ్గర నడువు ఊపుకుంటూ నుంచోమన్నాడా అవును ఈ విషయం నీకెలా తెలుసు ఆ ఫోన్ చేసి నేనే ఆ, ఒరేయ్ అమృతం ఫ్రెండ్ అని నా పక్క వాటలో నీకు నేను ఇల్లు పిస్తే నాకే ద్రోహం చేస్తావా మోసం చేస్తావా ఒరేయ్ నా ఫ్యామిలీకి ఎసరపడతావా నువ్వు ఆపరా తెలుగు సినిమా డైలాగులు లేకపోతే ఏంటో ఈ పని శాంతించరా నేను మా ఇంటి నెంబర్కి ట్రై చేస్తే అది మీ ఇంటికి వెళ్ళింది నేను మా ఆవిడతో మాట్లాడుతున్నాను అనుకుని అన్ని విషయాలు మీ ఆవిడతో మాట్లాడేశా ఆ సరేరా పొద్దు నుంచి ఫోన్లో దెబ్బలాడుకున్నది మన ద్రోనా అవునా నేను నీతో దెబ్బలాడుతుంటే అనుకుంటూనే ఉన్నా ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందని ఓర్ని నేను అదే అనుకుంటున్నాను రా చండాలంగా ఉండే గొంతు టెలిఫోన్లో మరీ చండాలంగా వినిపిస్తే నీదనుకోలేదులే అవునరా నేను అంతే ఇంత తెలివితేటలతో మాట్లాడేసరికి అది నువ్వని ఎక్స్పెక్ట్ చేయలే బాధ అబ్బో ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అన్నారు కదా సార్ ఇవే నువ్వా బాబు అర్థమైంది బాబు అర్థమైంది ఇప్పటికి మా చెవులు తెరుచుకున్నాయి ఒరే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇదిగో ఈ నాలుగు వందలు తీసుకొని మా రెండు ఫోన్లు బాగు చేయను ఆయన పొద్దు నుంచి రాంగ్ కాల్స్ ఇప్పుడేమో రాంగ్ పాకెట్ 哦。